hello students welcome to Achievers Academy Achievers లో తిరిగి అందరికీ కూడా స్వాగతం ఈరోజు ఒక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది in fact it is a kind of good news for all those are preparing for groups examination in the state of Telangana తెలంగాణలో గ్రూప్స్ అభ్యర్థులందరికీ కూడా ఇదొక గుడ్ న్యూస్ గా మనం భావించవచ్చు రాబోయే కొన్ని రోజుల్లో ఇన్ఫాక్ట్ వారం రోజుల్లో ఇరవై ఎనిమిది వేల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అని చెప్పి మంత్రి హరీష్ రావు గారి యొక్క స్టేట్మెంట్ మనకు కనిపిస్తూ ఉంది నిన్ననే మనకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి తెలంగాణలో గ్రూప్ టూ మరియు గ్రూప్ త్రీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫైనాన్షియల్ క్లియరెన్స్ కూడా మనకు వచ్చేసింది ఇంకా నోటిఫికేషన్ తరువాయి అని చెప్పి కూడా ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది సో తెలంగాణలో ఇంతకుముందు అనుకున్నట్టుగా ఐదు వందల ఎనభై పోస్టులకు కాదు దాదాపు ఆరు వందల అరవై మూడు వేకెన్సీలకు గ్రూప్ టూ నోటిఫికేషన్ అయితే అతి త్వరలోనే మనకు వస్తూ ఉన్నది అని చెప్పి మనకు అర్థమవుతుంది సో తెలంగాణలో గ్రూప్ టూ గురించి మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఏఎస్ఓ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇరవై ఐదు పోస్టులు జనరల్ అడ్మినిస్ట్రేషన్లో one hundred and sixty five vacancies industries and కామర్స్లో మొత్తం ముప్పై ఎనిమిది లేబర్ అండ్ లో తొమ్మిది లా డిపార్ట్మెంట్ లో మొత్తం ఆరు లెజిస్లేటివ్ లో ఫిఫ్టీన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో పదకొండు Panchayati Raj very very favourite area అందరికీ కూడా తెలంగాణలో గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్న వారందరికీ కూడా EO extension officer one hundred twenty six revenue డిపార్ట్మెంట్లో డిప్యూటీ తహసీల్దార్ డిటి తొంభై ఎనిమిది వెరీ వెరీ ఫేవరెట్ పోస్ట్ ఇది కూడా assistant commercial tax officer very favourite ఇది కూడా యాభై తొమ్మిది పోస్టులు sales registration and stamps sub registrar fourteen vacancies మా excise HOD excise sub inspector తొంభై ఏడు వేకెన్సీలు మొత్తం మీదుగా ఆరు వందల అరవై మూడు వేకెన్సీలకు తెలంగాణలో గ్రూప్ టూ నోటిఫికేషన్ అతి త్వరలోనే అంటే ఇంతకుముందు అందరూ ఏమనుకున్నారంటే ఈ నోటిఫికేషన్ నవంబర్ కానీ డిసెంబర్ కానీ ఇంకాస్త కూడా ఆలస్యం అవుతుందని చెప్పి చెప్పుకున్నాము కానీ అంత ఆలస్యం అయితే అవ్వట్లేదు అతి త్వరలోనే ఇన్ఫాక్ట్ ఒక వారం రోజుల్లోనే ఈ గ్రూప్ టూ నోటిఫికేషన్ల యొక్క ప్రక్రియ ప్రారంభం అవబోతా ఉంది ఆరు వందల అరవై మూడు వేకెన్సీలు తెలంగాణ గ్రూప్ టూలో మనకు కనిపిస్తా ఉన్నాయి ఈ ఆరు వందల అరవై మూడు ఇంతకుముందు ఐదు వందల ఎనభై అని చెప్పుకున్నాం కానీ ఇంకొక కొంత సంఖ్య దాదాపు ఎనభై పోస్టులను ఇక్కడ పెంచినట్లు మనకు అర్థమవుతుంది సో అది ఐదు వందలు ఉండనియండి నాలుగు వందలు ఉండనివ్వండి ఆరు వందల అరవై మూడు ఉండనియండి మనకు కావాల్సింది అయితే ఒకే ఒక్క పోస్ట్ మనం ప్రయత్నిస్తున్నైతే అయితే ఒకే ఒక్క పోస్ట్ కాబట్టి డెఫినెట్లీ అందరు కూడా ఇప్పుడు ప్రిపరేషన్ ని ప్రారంభించాల్సినటువంటి ఒక సమయం ఆసన్నమైనదని చెప్పి గుర్తుపెట్టుకోండి శిల ప్రతి పోటీ పరీక్షకు కూడా ఇంత ముందు కూడా నేను చెప్తా ఉంటా ప్రతిసారి అచీవర్స్ లో ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒకటి సిలబస్ ఒకటి ఈ రెండింటి పైన కంపల్సరీ అందరికీ కూడా గ్రిప్ అన్నది రావాలి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ గ్రూప్ వన్కి సాధ్యం కాదు కానీ తప్పకుండా గ్రూప్ టూలో మనకు సాధ్యం అవుతుంది అంటే రెండు వేల పదహారు సంవత్సరంలో ఆల్రెడీ ఒక గ్రూప్ టూ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయింది ఆ తరువాత రెండు వేల ఇరవై రెండు అంటే దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత గ్రూప్ టూ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ని అబ్జర్వ్ చేయండి దాంట్లో ఉన్నటువంటి సిలబస్ని ఒక్కసారి మీరు ఇక్కడ గమనించినట్లయితే టిఎస్పిఎస్సి డీటెయిల్డ్ సిలబస్ దీనిపైన నేను ఇంకొన్ని వీడియోలు కూడా భవిష్యత్తులో మీ ముందు తీసుకొని రాబోతా ఉన్నాను పేపర్ వన్ ఫోర్ పేపర్స్ ఉంటాయేమో మొత్తం మొత్తం వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఇంటర్వ్యూ అయితే గ్రూప్ టూలో లేదు సో మొత్తం paper one one fifty marks అంటే జనరల్ స్టడీస్ ఉంటుంది ఇక్కడ అన్ని కాంపనెంట్స్ కూడా ఇక్కడ మీకు జనరల్ స్టడీస్లో మెన్షన్ చేయడం జరుగుతుంది పేపర్ టూలో వన్ ఫిఫ్టీ మార్క్స్ అంటే ఇక్కడ మనకు హిస్టరీ పాలిటీ అండ్ సొసైటీ ఈ మూడు ఏరియాస్ మనకు పేపర్ టూలో చూడాలి పేపర్ త్రీలో వన్ ఫిఫ్టీ మార్క్స్ ఇక్కడ economy Indian economy development issues and Telangana economy ఉంటుంది పేపర్ ఫోర్లో తెలంగాణ మూమెంట్ మూమెంట్ ఒక ఉద్యమ చరిత్రకే మనము నూట యాభై మార్కులు ఈ గ్రూప్ టూలో మనకు కనిపిస్తూ ఉంది so definitely it's a challenging task in front of you మీ ముందు ఈ నాలుగు పేపర్ల యొక్క డీటెయిల్డ్ సిలబస్ కంప్లీట్ చేయడం ఒక పెద్ద టాస్క్గానే మనం భావించాలి కానీ ఒక మనిషి ప్రయత్నం ప్రారంభించిన తర్వాత ఏది కూడా అసాధ్యం కాదు అసాధ్యం అనేది ప్రపంచంలో ఏది కూడా లేదు ఒక ఒక గొప్ప విద్యార్థి యొక్క లక్షణం ఏమిటి అని అంటే డెఫినెట్లీ సిలబస్ పై పట్టు సాధిస్తాడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని డీటెయిల్ గా అనాలిసిస్ చేసి అసెస్ చేసుకుంటాడు కరెంట్ అఫైర్స్ పై పూర్తి పరిజ్ఞానం కలిగి ఉంటాడు ఈ నాలుగు పేపర్లు సిలబస్ పై పూర్తిగా పట్టు సాధిస్తాడు అటువంటి విద్యార్థి రేపొద్దున అచీవర్ గా అవుతాడని చెప్పి అందరూ కూడా భావించాలి పట్టుదలతో కృషి చేయాలి తప్పకుండా ఆరు వందల అరవై మూడు ఖాళీలలో ఒకటి నాకు ఆల్రెడీ రిజర్వ్ అయిపోయిందని చెప్పి ఒక దృఢ సంకల్పంతో మీరందరూ కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ ప్రిపరేషన్ ని ప్రారంభించాల్సినటువంటి సమయం అయితే ఆసన్నమైనదని చెప్పి చెబుతూ అచీవర్స్ అకాడమీ ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ లో అవైలబుల్ గా ఉన్నది మరిన్ని డీటెయిల్స్ కి ఈ క్రింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్ ని కాంటాక్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు చూస్తూనే ఉండండి Achievers Academy thank you so much జై